ఎక్స్ఫిక్ ఉపయోగించి ఫీడ్బ్యాక్ డయాగ్రామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం బ్లాక్ డయాగ్రామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్లో క్రింద ఇవ్వబడిన డయాగ్రామ్ తయారు చేశాము ఈ ట్యుటోరియల్ను మనం బ్లాక్స్ ట్యుటోరియల్ అని సూచిద్దాం ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టే ముందు బ్లాక్స్ ట్యుటోరియల్లో ప్రావీణ్యత తెచ్చుకోండి ఈ ట్యుటోరియల్లో ఈ పేజీలో ఇవ్వబడిన బ్లాక్ డయాగ్రామ్ రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం నేను Xfig version 3.2 patch level five ఉపయోగిస్తున్నాను బ్లాక్స్ ట్యుటోరియల్లో తయారు చేసిన బ్లాక్ డాట్ ఫిగ్తో మొదలు పెడదాం ఎక్స్ఫిక్ వద్దకు వెళ్దాం ఫైల్ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం ప్రవేశ పేటికలో బ్లాక్ అని ప్రవేశపెట్టి ఓపెన్ క్లిక్ చేయవచ్చు లేదా బ్లాక్ డాట్ ఫిగ్ను రెండుసార్లు క్లిక్ చేయవచ్చు ఆప్షన్తో ఈ చిత్రాన్ని ఫీడ్బ్యాక్ అని సేవ్ చేద్దాం ఫైల్పై సేవ్ యాజ్ ఎంపికను ఉపయోగించి ఫీడ్బ్యాక్గా ఈ చిత్రాన్ని సేవ్ చేద్దాం ఇప్పుడు మన వద్ద ఫీడ్బ్యాక్ ఫైల్ ఉంది గ్రిడ్స్ పై క్లిక్ చేసి గ్రిడ్స్ ను ఆన్ చేద్దాం కుడి భాగంలో ఉన్న స్క్రోల్ బార్ తో క్యాన్వాస్ ను పైకి మరియు క్రిందికి కదపవచ్చు పై కుడి భాగంలో మౌస్ యొక్క అన్ని బటన్స్ చర్యలు చూపబడినవి క్రియాశీలతపై చర్య ఆధారపడింది వివరణకు మౌస్ను నిలువుగా ఉన్న స్క్రోల్ బార్ వద్దకు తీసుకు వెళ్దాం ఎడమ బటన్ ప్రక్కన ను గమనించండి దీనిని చూపించడానికి నేను మౌస్ను కదపలేను ఎందుకంటే ఒకవేళ కర్సర్ను స్క్రోల్ బార్ నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది ఎడమ బటన్తో క్యాన్వాస్ను పైకి మరియు కుడి బటన్తో క్రిందికి కదపవచ్చు కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొని లాగి క్యాన్వాస్ను పైకి మరియు క్రిందికి కదపవచ్చు అలాగే పైన ఉన్న స్క్రోల్ బార్తో క్యాన్వాస్ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు ఎడమ కుడి నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొని క్యాన్వాస్ను మధ్యలోకి లాగి బాక్స్ని మధ్యలోకి తీసుకొస్తాను మౌస్ని వదిలివేయగానే బాక్స్ మధ్యలోకి వస్తుంది ఫీడ్బ్యాక్ డయాగ్రామ్ తయారు చేయడం ఈ బ్లాక్ నుండి మొదలు పెడదాం ఈ బాక్స్ను కాపీ చేద్దాం బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకుందాం మౌస్ను కొత్త స్థానానికి తీసుకెళ్లి క్లిక్ చేయండి ఇప్పుడు మూలం రాద్దాం ప్యానెల్ ఎడమ భాగంలో టీతో సూచించబడిన టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేద్దాం మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం మౌస్ను వాల్యూ బాక్స్ వద్దకు తీసుకెళ్లి పదహారును ప్రవేశపెడదాం సెట్ పై క్లిక్ చేద్దాం అట్రిబ్యూట్స్ ప్యానెల్లో టెక్స్ట్ జస్ట్ బటన్ పై క్లిక్ చేద్దాం సెంటర్ అలైన్మెంట్ ఎంచుకుందాం మొదటి బాక్స్ మధ్య స్థానంలో క్లిక్ చేద్దాం క్షమించండి నేను సరైన స్థానాన్ని ఎంచుకోలేదు కర్సర్ను కదపడానికి వేరే ప్రదేశంలో క్లిక్ చేస్తాను సరైన స్థానంలో క్లిక్ చేస్తాను కంట్రోల్ అని టైప్ చేసి మౌస్ను క్లిక్ చేద్దాం ఇప్పుడు బాణాలతో మరిన్ని రేఖలను గీద్దాం అనుకుంటే పాలీలైన్ బటన్ను ఎంచుకుందాం అట్రిబ్యూట్స్ ప్యానెల్లో నుండి యారో మోడ్ ఎంచుకొని రెండో ఎంపికను ఎంచుకుందాం యారో టైప్ బటన్ మరియు యారో హెడ్ను క్లిక్ చేద్దాం రేఖను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం కావలసిన రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ను కదుపుదాం అక్కడ మౌస్ యొక్క మధ్య తో క్లిక్ చేద్దాం బాణంతో రేఖ సృష్టించబడింది నేను వృత్తంను గీస్తాను ఎడమవైపు ప్యానెల్ నుండి ఎడమవైపు ఉన్న సర్కిల్ ఎంచుకుందాం మొదటి బాక్స్ ఎడమ భాగంలో దాన్ని పెడదాం మౌస్ను క్లిక్ చేయండి నేను మౌస్ను కదుపుతుంటే వృత్తం పెద్దదిగా అవుతుంది వృత్తం సరైన పరిమాణంలో వచ్చాక మౌస్ని వదిలివేయండి అయ్యో వృత్తం పరిమాణం నేను అనుకున్న దానికన్నా పెద్దదిగా ఉంది పై భాగంలో ఉన్న ఎడిట్ బటన్ సహాయంతో ఈ క్రియను రద్దు చేస్తాను ప్యానెల్ ఎడమ భాగంలో ఉన్న డిలీట్ బటన్తో ఈ ఆబ్జెక్ట్ను తొలగించవచ్చు ఆ పని చేద్దాం క్రాస్ హెయిర్తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది అన్ని ఆబ్జెక్ట్స్ కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు వృత్తంలో సూచించే ముఖ్య బిందువు వద్దకు ఈ క్రాస్ హెయిర్స్ ను కదుపుదాం ఒకవేళ వేరే ఆబ్జెక్ట్ చెరిపివేయబడితే భయపడకండి ఈ క్రియను రద్దు చేయవచ్చు ఎడిట్ బటన్ క్లిక్ చేసి పట్టుకొని అండూ వద్దకు వెళ్లి మౌస్ ని వదలండి ఒకవేళ కొన్ని ఆబ్జెక్ట్స్ చాలా దగ్గరగా ఉంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది జూమ్ లక్షణం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు పై ఎడమ భాగంలో ఉన్న వ్యూ బటన్ పై క్లిక్ చేసి పట్టుకొని జూమ్ ఆప్షన్ లో నుండి ఒకదాన్ని ఎంచుకోండి zoom to fit the canvas వద్ద మౌస్ ని వదిలివేద్దాం ఇప్పుడు ఆబ్జెక్ట్స్ మధ్య అంతరం చూడడం సులభం వృత్తాన్ని తొలగిద్దాం అన్జూమ్ చేస్తాను స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను డిలీట్ గుర్తును ఆన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే పొరపాటున వేరే వాటిని చెరిపివేసే అవకాశాలున్నాయి వేరే ఏ బటన్ అయినా ఎంచుకొని దీన్ని మార్చవచ్చు ఎడమ వృత్తం ఎంచుకుంటాను వృత్తాన్ని మళ్ళీ గీస్తాను ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను ఇందుకోసం నేను రేఖపై ఒక బిందువును పెడతాను ప్యానెల్ ఎడమ భాగంలో ఉన్న లైబ్రరీపై క్లిక్ చేద్దాం లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది ఒక డైలాగ్ విండో తెరుచుకుంటుంది లైబ్రరీ ప్రక్కన నన్ లోడెడ్ అని వస్తుంది దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం అందుబాటులోని లైబ్రరీస్ జాబితా కనిపిస్తుంది లాజిక్ లైబ్రరీ వద్దకు మౌస్ని కదిపి వదిలివేయండి స్మాల్ డాట్ పై రెండు సార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం డైలాగ్ విండో మూసుకుంటుంది ఎంచుకున్న చిన్న బిందువుతో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖపై పెడదాం వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియజేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్ళీ ఒకసారి కనిపిస్తాయి మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదలుచుకోలేదు మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం కుడి బటన్ చర్యను రద్దు చేస్తుంది ఈ స్థితిలో బిందువు ఎంపిక తొలగించబడింది ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం పాలీలైన్ ఎంచుకుందాం ఇంతకు ముందు ఎంచుకున్న ఆరో మోడ్ మరియు ఆరో టైప్ జ్ఞాపకం చేసుకోబడ్డవి ఒక సెషన్లో ఎక్స్ఫిక్ పారామీటర్ విలువల గుర్తు పెట్టుకుంటుంది బిందువుపై క్లిక్ చేయండి మౌస్ ని కిందికి జరిపి క్లిక్ చేయండి వృత్తం క్రింది వరకు మౌస్ ని ఎడమవైపుకు జరిపి క్లిక్ చేయండి మౌస్ని వృత్తం వైపు జరిపి మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేయండి వృత్తం ఎడమవైపుకు మరొక రేఖను కాపీ చేసి గీద్దాం ఎక్స్ఫిక్ యొక్క పై ఎడమ కొనలో ఫైల్ బటన్లో నుండి సేవ్ ఎంపిక చేసుకొని ఈ బొమ్మను సేవ్ చేద్దాం ఇప్పుడు ఫైల్ను ఎక్స్పోర్ట్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఫైల్ బటన్లో నుండి ఎక్స్పోర్ట్ ఎంచుకుందాం లాంగ్వేజ్ తర్వాత పీడిఎఫ్ ఎంచుకుందాం ఇప్పుడు మన వద్ద ఫీడ్బ్యాక్ డాట్ feedback.pdf ఫైల్ ఉంది open feedback dot feedback.pdf command ద్వారా ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు కావాల్సిన బ్లాక్ డయాగ్రామ్ మన వద్ద ఉంది మన ఉద్దేశం నెరవేరింది మీకోసం నా వద్ద ఒక అభ్యాసం ఉంది ఈ బాక్స్ను వేరే ఆబ్జెక్ట్స్తో బదిలీ చేయండి రొటేట్ మరియు ఫ్లిప్ క్రియలను ప్రయత్నించండి ఫీడ్బ్యాక్ ఫిగ్ ను ఎడిటర్లో చూసి వివిధ భాగములను గుర్తించండి లైబ్రరీ ఉపయోగించి వేరే విధమైన బ్లాక్ డయాగ్రామ్ను సృష్టించండి స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు టీచర్ అనే ప్రాజెక్ట్లో ఒక భాగము దీనికి ఐసీటీ ఎంహెచ్ఆర్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది ఈ మిషన్ గురించి ఈ లింక్లో మరింత సమాచారం అందుబాటులో ఉంది ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య మాతో చేరినందుకు కృతజ్ఞతలు